రేపటి నుంచి మీ అందాల బెల్ట్ ని మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది నా బెల్ట్ మార్చుకోవాలా ఏ ఆదినేలో తిక్క తిక్కగా ఉందా అనవసరంగా ఆవేశపడకండి ఇప్పుడు నేను చెప్పేది విన్నాక మీరే ఒప్పుకుంటారు ఏమిటి ఒప్పుకునేది నిన్న పొద్దున ఉడిపి కృష్ణ విలాస్ నుంచి తీసుకొచ్చిన ఇడ్లీ వడ ఎలా ఉన్నాయి బాగున్నాయి ఆ మధ్యాహ్నం అపూర్వ భవన్ నుంచి తీసుకొచ్చిన గోంగూర పచ్చడితో చేపల పులుసు అబ్బా తలుచుకుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది ఆంజనేయులు మరి రాత్రి పంజాబీ డాబా నుంచి తందూరి చికెన్ అబ్బా తలుచుకుంటేనే నోట్లో నీళ్లు వస్తున్నాయి <laughs> ఇంకా ఉందా ఇంకెక్కడ ఉంటాయి అన్ని మీరు లైన్ చేస్తే అవన్నీ మీకు రోజా మిరితే ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మా అమృత విలాసలో అవన్నీ దొరుకుతాయి అమృత విలాస అదేమిటి అదే సార్ నా పేరు మీద నేను పెట్టబోయే హోటల్ హోటల్ ఎక్కడ పెడుతున్నావు ఎప్పుడు పెడుతున్నావు మీ ఇంట్లోనే పెడుతున్నాను మీరు ఊ అన్న తర్వాత